hello viewers welcome to achievers academy so ఇటీవల రామప్ప టెంపుల్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా లేదా వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు తెచ్చుకుంది అవునా సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం రామప్ప టెంపుల్ గురించి అండ్ అదేవిధంగా ఇతర స్పెసిఫికేషన్స్ అండ్ రామప్ప టెంపుల్ యొక్క విశిష్టత అండ్ ఈ హెరిటేజ్ హోదాని ఇచ్చిన యునెస్కో సంస్థ గురించి కూడా ఈ వీడియోలో ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుందాం వీడియోలో ముఖ్యంగా మనకి రామప్ప టెంపుల్ దాని యొక్క చరిత్ర దాని యొక్క స్పెసిఫికేషన్స్ అదేవిధంగా దానికి సంబంధించిన విశిష్టత అండ్ యునెస్కోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం before proceeding into that దానికన్నా ముందు సో ఇక్కడ రామప్ప టెంపుల్కి సంబంధించి ఒక ఫేమస్ యూరోపియన్ యాత్రికుడు మనకు ఈ లైన్ చెప్పాడన్నమాట సో ఆ లైన్ ఏమంటుంది brightest star in the galaxy of medieval temples of the Deccan okay so medieval టెంపుల్స్కి సంబంధించి అంటే మధ్యకాలానికి మధ్య యుగానికి సంబంధించిన టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఇది ఒక ధృవతారగా నిలిచిపోతుంది రామప్ప టెంపుల్ అని ఒక ఇటాలియన్ యాత్రికుడు రామప్ప టెంపుల్ని చూసి కమెంట్ చేశాడన్నమాట ఓకే సో ఆ ఇటాలియన్ యాత్రికుణ్ణి ఈ రామప్ప టెంపుల్ అంతగా మెస్మరైజ్ చేసిందని మనం చెప్పొచ్చు అండ్ ఆ ఇటాలియన్ యాత్రికుడు ఎవరు that is Marco Polo okay so Marco Polo is the one who described who described Ramappa temple as the brightest star in the galaxy of medieval temples of the Deccan okay so ఇక రామప్పకి సంబంధించిన చరిత్ర గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము సో ముఖ్యంగా మనకి రామప్ప టెంపుల్ని ఈ టెంపుల్ యొక్క కన్స్ట్ర కన్స్ట్రక్షన్ని మనకి లెవెన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు అండ్ ట్వెల్వ్ థర్టీన్లో ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ముగిసిందన్నమాట ఓకే సో దాదాపు నలభై రెండు సంవత్సరాలు ఈ టెంపుల్ని నిర్మించడానికి తీసుకున్న సమయం ఓకే అండ్ ఈ టెంపుల్ని ముఖ్యంగా మనకి ఈ టెంపుల్లో ఉన్న ఒక శాసనం ఆధారంగా ఏం తెలుస్తుంది అంటే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించిన వ్యక్తి రేచర్ల రుద్రుడు ఎవరు Recharla Rudra was the person who commissioned this Ramappa temple మరి ఈ రేచర్ల రుద్రుడు ఎవరు అంటే కాకతీయ రాజైన గణపతి దేవుడి దగ్గర సైన్యాధికారిగా లేదా కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేస్తున్న రేచర్ల రుద్రుడు ఈ రామప్ప టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ని పర్యవేక్షించాడు ఇతని హయాంలోనే ఈ టెంపుల్ని కట్టడం జరిగింది దాదాపు నలభై రెండేళ్ల సమయం ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకుందనమాట ఓకే అండ్ అసలు ఈ టెంపుల్ని మొత్తంగా డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు శిల్పి పేరు రామప్ప ఏం పేరు రామప్ప సో ఈ రామప్ప అనే వ్యక్తి మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఓకే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి రామప్ప అండ్ ప్రపంచంలోనే ఒక శిల్పి పేరు మీద ఒక ఆర్కిటెక్ట్ పేరు మీద ఒక స్కల్ప్టర్ పేరు మీద ఉన్న దేవాలయం రామప్ప దేవాలయం ఇక రామప్ప దేవాలయం విషయానికి వస్తే ఈ రామప్ప దేవాలయాన్నే మనము ఫార్మల్ నేమ్లో అంటే అఫీషియల్గా ఈ రామప్ప దేవాలయాన్ని ఏమని పిలుస్తున్నారు కాకతీయ రుద్రేశ్వర రుద్రేశ్వర ఆలయం అంటున్నారు ఏమంటున్నారు కాకతీయ రుద్రేశ్వర ఆలయం అంటామన్నమాట కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అని అంటున్నాం ఓకే సో యునెస్కోకి సంబంధించి సో యునెస్కో అంటే United Nations Educational Scientific and Cultural Organization so ఈ సంస్థకు సంబంధించిన నలభై నాలుగవ session okay forty fourth session China దేశంలో జరుగుతుంది అండ్ ఈ చైనా దేశంలో జరుగుతున్న ఈ నలభై నాలుగవ సమావేశంలో రామప్ప టెంపుల్కి ఈ గుర్తింపు లభించింది అన్నమాట సో మొత్తంగా మన తెలుగు రాష్ట్రాల నుండి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి గుర్తింపు ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన first place Ramappa temple okay ఇంతకు ముందు కానీ ఏ టెంపుల్కి కానీ ఏ కట్టడానికి కానీ ఈ గుర్తింపు లభించలేదు తెలుగు రాష్ట్రాల నుండి సో ఒకసారి రామప్ప యొక్క లొకేషన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే రామప్ప టెంపుల్ అనేది మనకు ముఖ్యంగా ములుగు డిస్ట్రిక్ట్ ఓకే సో తెలంగాణలోని Mulugu district Venkatapur mandal okay Venkatapur mandal Palampet village Palampet village so ఇక్కడ మనకి రామప్ప టెంపుల్ యొక్క లొకేషన్ అన్నమాట సో ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో మనకి ఈ రామప్ప టెంపుల్ ఉంది ఓకే సో ఒకసారి రామప్ప టెంపుల్ ఎందుకు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది దీనికి అంత విశిష్టత ఏముంది అంటే మనం ఒకసారి రామప్ప టెంపుల్ని కనుక గమనిస్తే దీన్ని పైన నుండి కనుక మనం చూస్తే ఓకే సో ఒక ఎత్తైన ప్రదేశం నుండి కనుక మనం చూస్తే రామప్ప టెంపుల్ మనకు ఒక స్టార్ షేప్లో కనిపిస్తుంది అనమాట ఓకే సో ఒక నక్షత్రం ఆకారంలో ఈ టెంపుల్ మనకి కనిపిస్తుంది క్లియర్ అండ్ ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం దీని యొక్క పునాది లేదా ఫౌండేషన్ని ఒక టెక్నిక్ని వాడి దీని యొక్క ఫౌండేషన్ని వేశారు అప్పటి శిల్పులు సో ఆ ఫౌండేషన్ యొక్క టెక్నిక్నే మనం ఏమంటాము అంటే శాండ్ బాక్స్ టెక్నిక్ అని అంటాం ఏమంటాము శాండ్ బాక్స్ టెక్నిక్ అని అంటాం సో అసలు ఈ శాండ్ బాక్స్ టెక్నిక్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఈ గుడి కట్టడం కన్నా ముందు టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం కన్నా ముందు దాదాపు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఈ టెంపుల్ని కడుతున్నారో అక్కడ దాదాపు మూడు మీటర్ల లోతు వరకు ఒక గోతిని తవ్వుతారన్నమాట అండ్ ఆ గోతిలో వీళ్ళు ఏం చేస్తారు లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి అదేవిధంగా ఇసుక మరియు బెల్లం అదేవిధంగా కరక్కాయ ఓకే సో వీటన్నిటి యొక్క మిశ్రమాన్ని ఆ మూడు మూడు మీటర్ల లోతులో ఉన్న ఆ గుంతలో పూడుస్తారన్నమాట అండ్ దీని మీద వీళ్ళు టెంపుల్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తారు దీన్నే మనము శాండ్ బాక్స్ టెక్నిక్ అని అంటాం సో ఈ శాండ్ బాక్స్ టెక్నిక్ ముఖ్యంగా దేనికోసం వాడతారు అనంటే భూకంపాలు వచ్చినప్పుడు ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు టెంపుల్కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఉండడం కోసం ఈ శాండ్ బాక్స్ టెక్నిక్ని వాడతారు ఓకే సో శాండ్ బాక్స్ టెక్నిక్లో భాగంగా మూడు మీటర్ల గొయ్యి తీసి అందులో మనకి సున్నపురాయి అదేవిధంగా కరక్కాయ బెల్లం మరియు ఇసుక వీటన్నిటి యొక్క మిశ్రమాన్ని అందులో కలిపి దానిపైన టెంపుల్ని మనకు కన్స్ట్రక్షన్ చేస్తారు దీన్నే శాండ్ బాక్స్ టెక్నిక్ అంటాము అండ్ ముఖ్యంగా భూకంపాలను కూడా తట్టుకునే కోసం తట్టుకోవడం కోసం ఈ టెక్నిక్ ని ముఖ్యంగా డిజైన్ చేశారన్నమాట ఓకే సో ఒకసారి మనకి రామప్ప టెంపుల్కి సంబంధించి ఇంకా ఇతర విశేషాలను కనుక గమనిస్తే ఒకసారి మీరు చూడండి సో రామప్ప టెంపుల్ సో ఈ ముఖ్య ఆకారం ఏదైతే ఉందో okay so the main main base లేదా ఈ మెయిన్ స్ట్రక్చర్ ఈ మెయిన్ స్ట్రక్చర్ అంతా ఏదైతే ఉందో దీన్ని మనకు రెడ్ శాండ్ స్టోన్తో కట్టించారనమాట ఓకే ఏ రాయిని వాడారు రెడ్ శాండ్ స్టోన్ని వాడారు అండ్ ఈ గుడి లోపల భాగంలో మనకి ముఖ్యంగా ఎలాంటి రాయిని వాడారు అంటే కృష్ణశీలని వాడారు దీన్నే మనము బ్లాక్ బసాల్ట్ అని అంటాం ఓకే సో గుడి లోపలి భాగాన్ని బ్లాక్ బసాల్ట్ రాయితో నిర్మించారనమాట బ్లాక్ బసాల్ట్ రాయి లేదా కృష్ణశిల అంటాం అన్నమాట ఓకే సో ఈ అవుటర్ స్ట్రక్చర్ అంతా కూడా రెడ్ స్టాండ్ స్టోన్ అయితే లోపలి భాగం బ్లాక్ బసాల్ట్తో నిర్మించడం జరిగింది క్లియర్ అదేవిధంగా మనకు ఈ కాకతీయ టెంపుల్లో లేదా రామప్ప టెంపుల్లో మనకు చీఫ్ డైటీ లేదా ముఖ్య దైవం ఎవరు అంటే Ramalingeswara Swamy okay so Ramalingeswara Swamy is the chief deity over here Ramalingeswara Swamy clear and ఇంకా మనం ఈ టెంపుల్కి సంబంధించి ఇంకా ఎలాంటి విశిష్టతలు ఉన్నాయో అంటే మనకి ఈ టెంపుల్లో అనేక మనకు నృత్య రీతులు అంటే different forms of dance styles are seen in the sculptures of this temple okay so ఈ గుడి యొక్క శిల్పాలలో మనకి అనేక రకమైన నాట్య భంగిమలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి and majority of these dance poses లేదా ఈ మెజారిటీ డ్యాన్స్ భంగిమలు అనేవి మనకి కాకతీయ కాలానికి చెందిన ఒక ముఖ్యమైన కవి ఉన్నాడు అతని పేరు జాయప సేనాని అంటామన్నమాట ఓకే జాయప సేనాని సో ఈ జాయప సేనాని ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరు నృత్య రత్నావళి అని అంటాం ఓకే నృత్య రత్నావళి సో ఈ నృత్య రత్నావళిలో అనేక నాట్య భంగిమలు మెన్షన్ చేశాడు జాయప్ప సేనాని అండ్ ఈ నృత్య రత్నావళిలో ఉన్న అనేక నాట్య భంగిమలు మనకు రామప్ప శిల్పాల్లో కూడా కనిపిస్తాయి అన్నమాట ఓకే అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అనంటే మనకి ఈ రామప్ప శిల్పాల్లో ఉన్న నాట్య భంగిమలను బేస్ చేసుకునే ఈ రామప్ప శిల్పాల్లో ఉన్న నాట్య భంగిమలను బేస్ చేసుకునే Nataraja Ramakrishna okay most important point గుర్తుపెట్టుకోండి నటరాజ రామకృష్ణ పేరిని శివతాండవం అంటాం కదా సో ఈ పేరిని నాట్యాన్ని అంటే అంతరించిపోయే దశలో ఉన్న పేరిని నాట్యాన్ని తిరిగి పునర్జీవం కలిగేలా చేశాడు నటరాజ రామకృష్ణ అండ్ ముఖ్యంగా ఇతనికి మోటివేషన్గా పనిచేసిన విగ్రహాలు ఏవి అంటే రామప్ప శిల్పాలు అన్నమాట ఓకే సో ఈ రామప్ప శిల్పాల్లో ఉన్న నాట్య భంగిమలని అనుసరించే అంతరించిపోతున్న పేరిని నృత్యాన్ని తిరిగి జీవించేలా చేశాడు Nataraja Ramakrishna most important point గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక రామప్ప టెంపుల్కి సంబంధించి అక్కడ ఉన్న విగ్రహాలకు సంబంధించి విశిష్టతను కనుక మనం చూసుకుంటే చూడండి అప్పుడే అప్పుడే ఆడవాళ్ళు హీల్స్ కూడా వేసుకునే వాళ్ళు సో ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అప్పుడున్న జనరేషన్ అంటే అప్పుడున్న ఆ పీపుల్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు ఓకే సో మనకి ఇక్కడ వివిధ నాట్య భంగిమలు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఈ నాట్య భంగిమలు జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలో అదేవిధంగా నటరాజ రామకృష్ణ ఈ పేరుని శివతాండవాన్ని తిరిగి పునర్జీవం వచ్చేలా చేయడంలో నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి ఓకే సో మరి పేరిని శివతాండవం అంటే ఏంటి ముఖ్యంగా కాకతీయుల కాలంలో సైనికులంతా కూడా యుద్ధానికి ముందు చేసే ఒక వీర నాట్యం అన్నమాట సో వాళ్ళకు ఎనర్జీ వచ్చేలా యుద్ధంలో వాళ్ళు మోటివేషన్తో ఫైట్ చేసేలా వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని నింపే నృత్యాన్ని మనము పేరిని నృత్యం అంటాం అండ్ ఆ పేరిని నృత్యాన్ని తిరిగి పునరు పునర్జీవం వచ్చేలా చేసింది నటరాజ రామకృష్ణ సో ఈ శిల్పాలను చూసే ఓకే అదేవిధంగా మనం ఒకసారి ఈ టెంపుల్ ఏ నిర్మాణ శైలిలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే మనకి రామప్ప నిర్మాణ శైలిని వెసర శైలి అంటాము ఓకే వెసరా స్టైల్ అని అంటాం ఓకే వెసరా ఆర్కిటెక్చర్ స్టైల్ లేదా దీనికి ఇతర పదాలను కనుక మనం చూసుకుంటే భూమిజా స్టైల్ అని కూడా అంటాం అన్నమాట ఓకే భూమిజా స్టైల్ సో అసలు ఈ వెసరా స్టైల్ అంటే వెసర నిర్మాణ శైలి అంటే ఏంటి మనకి వెసర నిర్మాణ శైలిలో భాగంగా ముఖ్యంగా రెండు రెండు టెంపుల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్ని మిక్స్ చేస్తే వచ్చిన స్టైల్నే మనము బెసరా స్టైల్ అంటాం సో మనకి నార్త్ ఇండియాలో ముఖ్యంగా మనం టెంపుల్స్ని కనుక గమనిస్తే నార్త్ ఇండియాలో ఉన్న గుడులను కనుక మనం గమనిస్తే అవన్నీ కూడా గోపురం గోపురము ముఖ్యంగా కలిగి ఉంటాయి ఓకే సో ఈ విధంగా గోపురాన్ని ముఖ్య భాగంగా కలిగి ఉన్న టెంపుల్స్ని నార్త్ ఇండియాలో మనం చూస్తాం అండ్ అదే సౌత్ ఇండియన్ టెంపుల్స్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా మండపాలు కనిపిస్తాయి ఓకే మండపాలు కనిపిస్తాయి సో వీటినే మనము నగర మరియు ద్రవిడ స్టైల్ అంటాం అన్నమాట ఓకే సో నార్త్ ఇండియాలో కనిపించే టెంపుల్ స్టైల్ని మనం నగర అంటే సౌత్ ఇండియాలో కనిపించే టెంపుల్ స్టైల్స్ని మనం ద్రవిడ స్టైల్ అంటాం సో ఈ రెండిటి యొక్క మిశ్రమమే మనకు వెసరా స్టైల్ అండ్ రామప్ప ఏ నిర్మాణ శైలిలో ఉంది అనంటే వెసర నిర్మాణ శైలిలో ఉంది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఇది రామప్ప టెంపుల్కి సంబంధించి మనకు ముఖ్యమైన సమాచారం సో ఇప్పుడు రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు అయితే లభించింది సో మరి యునెస్కో గుర్తింపు వల్ల కలిగే లాభం ఏంటి అంటే ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఈ టెంపుల్ని పరిరక్షించడం కోసం ఈ టెంపుల్ని పరిరక్షించడం కోసం ఇక ముందు కఠిన చట్టాలు చేస్తాయి ఓకే సో అక్కడ క్లెన్లీనెస్ని ఓకే అదే విధంగా పర్యాటక సౌకర్యాలను కల్పిస్తాయి అండ్ ఒక విధంగా మనకి ఈ గుర్తింపు పొందడం వల్ల రామప్ప యొక్క కీర్తి రామప్ప గుడి యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తం అవుతుంది విశ్వవ్యాప్తం అవుతుంది ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టుల తాకిడి ఇప్పుడు రామప్పకు పెరగబోతుందన్నమాట ఓకే సో ఈ విధంగా ప్రపంచ వారసత్వ గుర్తింపు అనేది ఆ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ అండ్ మన కల్చర్ యొక్క పరిరక్షణకు ముఖ్యంగా ఉపయోగపడుతుందన్నమాట ఓకే అండ్ ఈ ఈ గుర్తింపు వల్ల కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి అండ్ ఆ విమర్శల్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే పర్యాటకుల తాకిడి ఎక్కడ ఎక్కువ అవ్వడం వల్ల ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఓకే సో చెత్తా చెదారం కూడా ఎక్కువ అవుతుంది అనే విమర్శలు ఉన్నాయి బట్ అల్టిమేట్గా మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో రామప్ప టెంపుల్కి ఈ గుర్తింపు లభించడం అనేది ఒక గొప్పతనంగా మనం భావించవచ్చు అన్నమాట ఓకే సో ఇక యునెస్కో విషయానికి వద్దాం ఓకే సో యునెస్కో విషయానికి వస్తే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విద్యను ఓకే అదేవిధంగా శాస్త్రీయతను అండ్ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం కోసం అండ్ వీటి యొక్క డెవలప్మెంట్ కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో భాగంగా ఏర్పరిచిన ఒక సపరేట్ సంస్థే మనకు యునెస్కో ఓకే సో ఈ యునెస్కోని మనకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు సో అసలు యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి United Nations Educational Scientific and Cultural Organization అంటామన్నమాట నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఈ విభాగం విభాగాన్ని ఏర్పాటు చేశారు అండ్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఓకే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది ప్యారిస్లో ఉంది ఓకే ప్యారిస్లో ఉంది అండ్ ప్యారిస్ ఏ దేశం రాజధాని ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని క్లియర్ అదేవిధంగా ప్రస్తుతం యునెస్కో యొక్క ప్రెసిడెంట్ యునెస్కో యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఆడ్రే అజౌలే ఏం పేరు అతని పేరు Audrey Azoulay okay Audrey Azoulay and ఇక యునెస్కో ఈ వారసత్వ సంపదలని ఎలా గుర్తిస్తుంది అంటే మనకు ముఖ్యంగా యునెస్కోలో రెండు విభాగాలు ఉన్నాయన్నమాట సో ఆ రెండు విభాగాలు ఏంటి ఒక విభాగాన్ని మనం ఏమంటాము అంటే international committee on monuments and sites ICOMOS అంటాం ICOMOS okay international committee on monuments and sites and ఇంకో కమిటీని ఏమంటాం మనం అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ అంటాం వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ సో ముఖ్యంగా ఇకోమోస్ విషయానికి వస్తే సో ఈ ఇకోమోస్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో ఉన్న సాంస్కృతిక స్థలాలను గుర్తిస్తుంది ఈ ఇకోమోస్ అనే సంస్థ ఓకే సో ఇది మెయిన్గా కల్చరల్ సైట్స్ని గుర్తించే ఆర్గనైజేషన్ ఈకోమోస్ అదేవిధంగా వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ ఏదైతే ఉందో ఓకే సో ప్రపంచ పరిర పరిరక్షణ యూనియన్ ప్రపంచ పరిరక్షణ సమితి ఏదైతే ఉందో ఇది మనకు ముఖ్యంగా న్యాచురల్ సైట్స్ని ఓకే న్యాచురల్ సైట్స్ సో సహజ సంపదలను లేదా సహజ స్థలాలను గుర్తించే organization world conservation union natural సైట్స్ని ఇది గుర్తిస్తుంది అన్నమాట ఓకే సో మరి ఇప్పుడు రామప్పని ఏ సంస్థ గుర్తించింది అంటే యునెస్కోలోని ఏ విభాగం గుర్తించింది అంటే ఇకోమోస్ గుర్తించింది so international committee on monuments and sites so సాంస్కృతిక స్థలాలను గుర్తించే ముఖ్యమైన విభాగం ఇకోమోస్ అని అర్థం అన్నమాట ఓకే సో ఇప్పుడు ఈ రెండు సంస్థలు లేదా ఈ రెండు విభాగాలు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రపోజల్స్ వస్తాయన్నమాట ఓకే సో మా దేశంలో ఉన్న ఈ స్థలాన్ని గుర్తించండి ఆ స్థలాన్ని గుర్తించండి అని అదేవిధంగా మనకు రామప్ప విషయానికి వస్తే రామప్ప యొక్క ప్రపోజల్ అంటే రామప్పని ప్రపంచ వారసత్వ జాబితాగా గుర్తించండి అని పది సెప్టెంబర్ రెండు వేల పదిన ప్రపోజల్ పంపారు అండ్ ఆఖరికి ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా అంటే జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన యునెస్కో తమ ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిందనమాట ఓకే సో ఇది యునెస్కోకి సంబంధించి అంటే ఒక ప్రపంచ వారసత్వ సంపద జాబితాగా గుర్తించాలి అంటే ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అనేది ఇది మనకి ఓకే సో ఇప్పుడు ఈ రెండు సంస్థలు షార్ట్ లిస్టింగ్ ద్వారా కొన్ని ప్లేసెస్ని ఎంపిక చేస్తాయి ఆ తర్వాత మనకి ఇంకో ఆర్గనైజేషన్ ఉంటుంది దాన్నే మనం ఏమంటాము అంటే వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని అంటాం ఓకే సో ఇప్పుడు ఈ రెండు సంస్థలు కొన్ని ప్రాంతాలను గుర్తించాయి ఆ తర్వాత ఆ లిస్టుని వరల్డ్ హెరిటేజ్ కమిటీకి పంపిస్తాయి దీంట్లో ఇరవై ఒక్క సభ్య దేశాలు ఉంటాయన్నమాట ఎంతమంది ఉంటారు ఇందులో ఇరవై ఒక్క సభ్య దేశాలు ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఈ ఇరవై ఒక్క సభ్య దేశాల్లో ఏ ప్రాంతానికి హోదా ఇవ్వాలి అని ఓటింగ్ పెడతారన్నమాట సో ఆ ఓటింగ్లో ఏ ప్రాంతాలకైతే అత్యధిక ఓట్లు వస్తాయో వాటిని వారసత్వ సంపదగా గుర్తిస్తారు ఓకే సో మన రామప్ప టెంపుల్కి సంబంధించి కూడా చైనాలో జరుగుతున్న ఈ నలభై నాలుగవ సమావేశానికి ఓటింగ్ జరిగింది అండ్ ఈ ఓటింగ్లో అన్ని దేశాలు మనకు సపోర్ట్ చేశాయి అంటే రామప్ప టెంపుల్ని వారసత్వ సంపదగా గుర్తించడం కోసం సపోర్ట్ చేశాయి ముఖ్యంగా రష్యాని రష్యా మనకి ఎక్కువగా సపోర్ట్ చేసింది అండ్ ఒకే ఒక దేశం మన ఈ రామప్ప టెంపుల్ని వారసత్వ సంపదగా గుర్తించాల్సిన అవసరం లేదు అని ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసిన దేశం ఏదైతే ఉంది అని అంటే that is Sweden okay Sweden ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది అనమాట రష్యా బాగా సపోర్ట్ చేసింది and at last world heritage committee ఒక నిర్ణయం తీసుకుంది ఏమని అంటే రామప్ప టెంపుల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తున్నాము అని జూలై ఇరవై ఐదున డెసిషన్ తీసుకుంది ఓకే సో ఒకసారి ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల గురించి కనుక మనం బ్రీఫ్గా డిస్కషన్ చేస్తే ప్ర ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ అతి ఎక్కువ వారసత్వ స్థలాలు కలిగిన దేశం ఏది అని అంటే ఇటలీ ఓకే సో ఇటలీలో దాదాపు యాభై ఏడు ప్రాంతాలను యాభై ఏడు స్థలాలను వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో ఓకే అత్యధిక వారసత్వ స్థలాలు అండ్ సంపద ఉన్న దేశం ఇటలీ ఓకే ఒక విధంగా ఇటలీకి ఇలాంటి గుర్తింపులు లభించడం వల్లే ఇటలీ యొక్క ప్రధాన ఆదాయ మార్గం టూరిజం అయిపోయిందన్నమాట సో వారసత్వ సంపద అనే ఆ ట్యాగ్ దొరికితే ఎంత అడ్వాంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు సో ఇటలీ దాని యొక్క ప్రధాన ఆదాయ మార్గం టూరిజంగా మారిపోయింది ఎందుకు అంటే దాదాపు యాభై ప్రపంచ వారసత్వ సంపదలు ఇటలీలో ఉన్నాయి ఓకే ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశం విషయానికి వస్తే మొత్తం భారతదేశంలో నలభై ప్రపంచ వారసత్వ సంపదలు లేదా స్థలాలు ఉన్నాయి ఓకే అండ్ రామప్ప తర్వాత భారతదేశం నుండి ఇటీవల ఇంకో స్థలం కూడా ప్రపంచ వారసత్వ స్థలంగా ఎంపికైంది దాన్నే మనం ఏమంటున్నాము దోలవీర అంటున్నాం సో ఈ దోలవీరకు సంబంధించిన విశిష్టతకు సంబంధించి ఒక వీడియో మనం చేయబోతున్నాం సో మొత్తం భారతదేశంలో ఎన్ని వారసత్వ సంపద స్థలాలు ఉన్నాయి నలభై ఉన్నాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా భారత భారతదేశం యొక్క స్థానం కనుక చూసుకుంటే ఆరవ ప్లేస్లో ఉందన్నమాట ఓకే సో అతి ఎక్కువ వారసత్వ సంపదలు కలిగిన దేశంలో భాగంగా భారతదేశం సిక్స్త్ ప్లేస్లో ఉంది అతి ఎక్కువ వారసత్వ సంపదలు కలిగిన దేశం ఏది ఇటలీ దాదాపు యాభై స్థలాలు యాభై స్థలాలు వారసత్వ సంపదలుగా గుర్తించబడ్డాయి ఇక భారతదేశం విషయానికి వస్తే అతి ఎక్కువ స్థలాలు అతి ఎక్కువ వారసత్వ స్థలాలు లేదా సంపద ఉన్న రాష్ట్రం ఏది మహారాష్ట్ర ఓకే సో మహారాష్ట్రలో ఐదు స్థలాలను వారసత్వ సంపదలుగా గుర్తించారు అండ్ ఆ తర్వాత మనకు గుజరాత్ ఉంది సో మొత్తం నాలుగు స్థలాలను గుర్తించారు అండ్ మొట్టమొదటి ప్లేస్ ఏంటి భారతదేశంలో వారసత్వ సంపదగా గుర్తించబడిన మొట్టమొదటి ప్లేస్ ఏంటి అని అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో మొత్తం నాలుగు స్థలాలను వారసత్వ వారసత్వ సంపదలుగా గుర్తించింది యునెస్కో భారతదేశంలో ఏంటేంటవి అంటే ఒకటి అజంతా ఆ తర్వాత రెండు ఎల్లోరా క్లియర్ ఎల్లోరా అండ్ ఆ తర్వాత మనకి Agra fort okay Agra fort Agra fort and ఇంకో విషయానికి వస్తే మనకి red fort Agra fort and red fort so ఈ నాలుగు స్థలాలని మొట్టమొదటిసారి నైన్టీన్ ఎయిటీ త్రీలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలుగా గుర్తించడం జరిగిందనమాట సో ఇది యునెస్కో యొక్క నామినేషన్ ప్రాసెస్ అండ్ యునెస్కో అనగానే కేవలం యునెస్కో ఇవ్వదు దాని వెనుక పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట ఓకే సో ఇకోమోస్ అని వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ అని ఇలా రెండు సంస్థలు ఉంటాయి ఇకోమోస్ అనేది సాంస్కృతిక స్థలాలకు ముఖ్యంగా రామప్ప లాంటి స్థలాలకు డోలవీర లాంటి స్థలాలను పరిశీలించే జాబితా ఇకోమోస్ రూపొంది రూపొందిస్తే సహజ వనరులు లేదా సహజ సంపదను పరిశీలించే బాధ్యత వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్కి సంబంధించిందనమాట ఓకే సో ఈ రెండు సంస్థలు తమ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వరల్డ్ హెరిటేజ్ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది and the decision of world heritage committee is final so భారతదేశంలో నైన్టీన్ ఎయిటీ త్రీలో మొట్టమొదటిసారి నాలుగు స్థలాలను వారసత్వ సంపదలుగా గుర్తించారు అండ్ అతి ఎక్కువ వారసత్వ సంపదలు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఆ తర్వాత గుజరాత్ ఓకే అండ్ మొత్తం భారతదేశం నుండి నలభై ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి అండ్ ఈ నలభై వారసత్వ స్థలాల్లో కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ముప్పై రెండు ముప్పై రెండు న్యా ముప్పై రెండు కల్చరల్ ముప్పై రెండు కల్చరల్ స్థలాలు ఓకే ఏడు ఏడు మనకి న్యాచురల్ స్థలాలు ఓకే న్యాచురల్ స్థలాలు సో న్యాచురల్ స్థలాలు అంటే ఏంటి సపోజ్ మనకి ఉత్తరాఖండ్లో ఉన్న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ అని అంటాం సో ఇది న్యాచురల్ కేటగిరీకి వస్తుంది సో రామప్ప కల్చరల్ కేటగిరీ కిందకు వస్తుంది అదేవిధంగా ఒకటి మిక్స్డ్ స్థలం ఓకే ఒకటి మిక్స్డ్ స్థలం సో మిక్స్డ్ అంటే ఏంటి అంటే ఇక్కడ బోత్ కల్చరల్ అండ్ న్యాచురల్ అంశాలు ఉంటాయి కాబట్టి దాన్ని మిక్స్డ్ అని అంటాం అన్నమాట సో భారతదేశంలో మిక్స్డ్ జాబితాలో గుర్తింపు పొందిన ఏకైక వారసత్వ స్థలం ఏది అంటే కంచన్జంగా నేషనల్ పార్క్ ఎక్కడుంది ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది కంచన్జంగా నేషనల్ పార్క్ సో ఇది యునెస్కోకి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అన్నమాట ఓకే సో ఇక రామప్ప టెంపుల్ విషయానికి వస్తే మనం చాలా తెలుసుకున్నాము సో రామప్ప టెంపుల్ యొక్క స్టైల్ ఏ నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు అంటే వెసర నిర్మాణ శైలిలో సో వెసర నిర్మాణ శైలి అంటే నగర మరియు ద్రవిడ ఈ రెండు నిర్మాణ శైలులను కలిపితే వచ్చే శైలినే మనం వెసరా స్టైల్ అంటాం అండ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వెసరా స్టైల్ని మొదలుపెట్టిన రాజ వంశం ఏది ఓకే ఆ తర్వాత మనము శాండ్ బాక్స్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాము అండ్ రామప్పలో ఉన్న శిల్పాలకు సంబంధించి జాయపసేనాని నృత్య రత్నావళిలో ఎలా ఉన్నాయి అండ్ ఆ శిల్పాలనే రామప్ప టెంపుల్ మీద కూడా చెక్కడం జరిగింది అండ్ ఈ నాట్య భంగిమలను బేస్ చేసుకునే నటరాజ రామకృష్ణ పేరిని శివతాండవాన్ని పేరిని నృత్యాన్ని ఒక విధంగా తిరిగి పునర్జీవం వచ్చేలా చేశాడు ఓకే ఆ తర్వాత ఒకసారి రామప్ప టెంపుల్ విషయానికి వస్తే దీన్ని మనం ఏమంటున్నాము అఫీషియల్గా ఏ పేరు మీద దీన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు అంటే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ పేరు మీద ఓకే సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే లెవెన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ చేశారు పన్నెండు వందల పదమూడులో దీని యొక్క కన్స్ట్రక్షన్ అయిపోయింది ఎక్కడుంది తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న వెంకటాపూర్ మండల్ పాలంపేట గ్రామంలో ఉంది ఓకే దీన్ని నిర్మించింది లేదా దీని నిర్మాణం చేపట్టింది ఎవరు రేచర్ల రుద్రు చంద్రుడు అండ్ ఈ నిర్మాణాన్ని దీనికి శిల్పి ఆర్కిటెక్ట్ ఎవరు అని అంటే రామప్ప ఎక్కడి వాసి ఇతను కర్ణాటక వాసి అండ్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే మనకి ఒక ఆర్కిటెక్ట్ పేరు మీద ఒక శిల్పి పేరు మీద టెంపుల్ని నిర్మించింది రామప్ప ఒకటే సో రామప్ప యొక్క శిల్పి రామప్ప కాబట్టి ఇతని పేరు మీద నుండే ఇతనికి ఈ టెంపుల్కి ఈ పేరు అనమాట అండ్ రామప్ప టెంపుల్లో ఉన్న ముఖ్య దైవం లేదా చీఫ్ డైటీ ఎవరు that is Ramalingeswara Swamy okay so ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండ్ రామప్ప యొక్క రామప్ప యొక్క మెయిన్ స్ట్రక్చర్ అంటే ఈ గుడి ఈ భాగం ఏదైతే ఉందో మొత్తం మనకి రెడ్ శాండ్ స్టోన్తో నిర్మిస్తే లోపలి భాగాలు శిలాలు అదేవిధంగా విగ్రహాలు ఓకే అండ్ శిల్పాలు అనేవి మనకి బ్లాక్ బసాల్ట్ కృష్ణశిలలతో నిర్మించారన్నమాట ఓకే అండ్ ఈ లైన్ మాత్రం మర్చిపోకండి మార్కోపోలో టర్మ్ లేదా మార్కోపోలో రామప్ప టెంపుల్ని చూసి ఈ విధంగా అన్నాడు ఏమని the brightest star in the galaxy of medieval temples of the Deccan okay so మనకి మార్కో పోలో అనేవాడు ఇటలీ దేశానికి సంబంధించిన యాత్రికుడు ఇతను భారతదేశాన్ని రుద్రమదేవి కాలంలో విజిట్ చేయడం జరిగిందనమాట సో ఇది రామప్పకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం ఎగ్జామ్స్ పరంగా ఓకే పోటీ పరీక్షల కోణంలో రామప్పకు సంబంధించిన సమాచారం ఇదంతా మనం తెలుసుకోవడం జరిగింది I wish you all the best and ఇక ముందు మనము దోలవీరా గురించి కూడా ఇలాంటి వీడియోని ఒకటి తీసుకొని రాబోతున్నాము so please like share and subscribe our channel thank you